హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel line friends ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థ మొత్తం అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది సో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక అయోమయమైతే ప్రస్తుత పరిస్థితి అయితే కనపడుతుంది ఒక పక్క చాలామంది ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక పక్క ఎగ్జామ్స్ రాయడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇంకొంతమంది ఎటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఎప్పుడు సద్దుమణుగుతుంది ఎప్పుడు మళ్ళీ సరి అయినటువంటి పరిస్థితులు వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూపులు ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇంటర్ మూల్యాంకనం ఇంటర్ పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల ఇరవై నాలుగు నుండి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు అదనంగా ఇరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలలో మాత్రం మూల్యాంకన కేంద్రాలను పట్టణానికి చివర ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇంటర్ రెండవ ఏడాది పత్రాలను తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు మే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేసేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం గనక జరిగితే విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది ఫ్రెండ్స్ సో కాబట్టి తొందరలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణ తెలంగాణ మాత్రం ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోయింది ఫ్రెండ్స్ లాక్డౌన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇంటర్ యొక్క వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తామని ఇదివరకు వీడియోలో నేను పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి